hi friends welcome to my channel ఈ వీడియోలో మీకు గోరుచిక్కుడికాయ ఫ్రై ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ గోరుచిక్కుడికాయలనే కొన్ని ప్రాంతాల్లో గోకరకాయ అని ఇంకొన్ని ప్రాంతాల్లో మొటిక్కాయ అని కూడా పిలుస్తూ ఉంటారు దీనిలో calcium manganese potassium iron zinc లాంటి మినరల్స్ ఉండడం వల్ల క్యాలరీస్ని కంట్రోల్లో ఉంచుతుంది అలాగే మతిమరుపును కూడా తగ్గిస్తుంది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది ఇన్ని పోషక విలువలు ఉన్న గోరుచిక్కుడుకాయను చాలామంది ఇష్టంగా తింటే కొంతమంది అబ్బో గోరుచిక్కుడుకాయలా వద్దు అంటూ ఉంటారు కానీ ఈ విధంగా ఫ్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా తిని తీరుతారు అలాంటి గోరుచిక్కుడుకాయ ఫ్రై ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దామా మరి గోరుచిక్కుడుకాయలు అరకిలో ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయలు రెండు పెద్దవి ఇలా చిన్న ముక్కలుగా చేసేసుకోవాలి శుభ్రం చేసుకున్న గోరుచిక్కుడికాయ ముక్కలను కుక్కర్లో వేసుకుని తగినన్ని నీరు పోసుకుని ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చూశారు కదా ఉడికిపోయే ఇప్పుడు దీనిలో నీరంతా తీసేసి ఈ విధంగా ఒక ప్లేట్లో వేసుకుని చల్లారి పెట్టుకోవాలి ఈలోగా ఒక బాండీ పెట్టుకుని రెండు స్పూన్ల నూనె వేసి అది వేడైన తర్వాత ఒక స్పూన్ మినపప్పు అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగాక మూడు ఎండుమిరపకాయలు ముక్కలుగా చేసి వేసుకోవాలి తర్వాత రెండు రెమ్మల కరివేపాకు ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలకు సరిపడా కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించుకుందాం చూద్దాం ఎంతవరకు మగ్గాయో ఇంకో కొద్దిగా మగ్గనిస్తే సరిపోతుంది ఈలోగా మనం చలారు పెట్టుకున్న గోరుచుకుడికాయ ముక్కలను నీరు పోయేలాగా ఈ విధంగా పిండేసుకుందాం చూశారు కదా ఇలా అనమాట పిండిన గోరుచుకుడికాయ ముక్కలను ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గాయేమో చూద్దామా మరి మగ్గిపోయాయి కదా ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు మనం నీరు తీసేసి పెట్టుకున్న గోరుచిక్కుడికాయ ముక్కలు రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ రకంగా ఫ్రై చేస్తే తినకుండా ఎవరైనా ఉంటారా మరి చెప్పండి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనిద్దాం చూసారా ఎంత పొడిపొడిగా చక్కగా మన గోరుచిక్కుడికాయ ఫ్రై రెడీ అయిపోతుందో ఫైనల్లీ ఒక స్పూన్ కారం ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని బాగా కలిపేస్తే గోరుచిక్కుడికాయ ఫ్రై తినడానికి రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం డిష్ అవుట్ చేసేసుకుందామా మరి చూసారు కదా ఎంత చక్కగా మన గోరుచిక్కుడికాయ ఫ్రై రెడీ అయిపోయిందో మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వంటకాల కోసం మా నందుల సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దీంతోపాటు మరెన్నో ఉల్లి వెల్లుల్లి లేకుండా తయారు చేసే సాంప్రదాయ వంటకాల కోసం మా మరొక ఛానల్ చిరావూరి వంటశాలను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు మా రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే ఛానల్స్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ